hi friends welcome to my channel ఈ వీడియోలో మసాలా ఇడ్లీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు ఇడ్లీలు ఆరు నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి నాలుగు చీలికలు చేసి ఉంచుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు పసుపు కొద్దిగా చిన్నగా తరిగిన టమాటా ముక్కలు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు బటర్ టూ స్లైసెస్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా బాండీ పెట్టి అది వేడయ్యాక బటర్ని వేసుకోవాలి అది బాగా కరిగాక ఆవాలు వేసి ఒక్కసారి వేయించుకోవాలి తరువాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి తరువాత కొద్దిగా ఉప్పు వేసి బాగా తిప్పుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలో జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా పసుపు ఒక్క స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు ఎందుకంటే ఇడ్లీ నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అందుకే నెయ్యి కూడా వాడితే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి అండ్ ఫైనల్లీ కట్ చేసిన ఇడ్లీ ముక్కలు కూడా వేసి అన్ని వైపులా కలిసేలా నెమ్మదిగా తిప్పుకోవాలి వెన్న నెయ్యి కూడా యూస్ చేశాం కదా మంచి ఫ్లేవర్తో స్మెల్ సూపర్గా ఉంది రొటీన్ ఇడ్లీతో బోర్ కొట్టేవాళ్ళు వెరైటీగా ఒక్కసారి ఇలా ట్రై చేస్తారు కదా దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది ఇష్టపడేవారు కొద్దిగా దీనిపై నిమ్మరసం వేసుకుని కూడా తినొచ్చు పిల్లలకైతే టమాటా సాస్తో ఇస్తే వాళ్ళు చక్కగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే ఛానల్ నోటిఫికేషన్స్ గురించి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ